hi friends welcome to nine tech videos friends railway మీద వస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు కథనాలు అయితే వస్తున్నాయి అని చెప్పి ఈ పంతొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండున వచ్చినటువంటి సోషల్ మీడియాలో ఒక రెప్చువల్ నోటీస్కి అయితే మన ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఒక రిప్లై అయితే ఇస్తున్నారు ఈ యొక్క గ్రూప్ గ్రూప్ డీకి సంబంధించి లెవెన్ పోస్టుల్లో కొన్ని అవతాకలు జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ రావటం వల్ల వీళ్ళు యొక్క నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే RRBs engaged highly reputed company ఒకనా ఒక పెద్ద కంపెనీని అయితే వాళ్ళు ఎంచుకున్నారంట ఎందుకు ఈ యొక్క సిబిటి ఎగ్జామ్స్ లెవెల్ వన్ జరగటానికి ఇవి మీరు చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఒకటి క్రోర్ మంది ఓకేనా అంటే కోటి ఒక లక్ష మంది దాకా అయితే వీళ్ళు ఎగ్జామ్స్కి అటెంప్ట్ అవ్వాల్సి ఉంది అన్నీ అయితే వచ్చినాయి ఇది ఓవరాల్గా పన్నెండు జోనుల్లో కూడా ఓకే అయితే ఫోర్త్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకి త్రీ పేజెస్ అనేవి సిబిటి కొన్ని చోట్ల త్రీ ఫేజెస్ వరకు కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ది జరుగుతుందని చెప్తున్నారు ఇంకా రెండవది చూసుకున్నట్లయితే వేరియస్ సేఫ్ గార్డ్స్ అంటే వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ని ఓకేనా చాలా సేఫ్ గార్డ్స్తోనూ ఇంకా ఎగ్జామ్ కూడా అందులో వచ్చేటువంటి క్వశ్చన్స్ ర్యాండమ్ క్వశ్చన్స్ వచ్చేలాగా ప్రతి క్వశ్చన్కి ఓకేనా క్యాండిడేట్స్ అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ర్యాండమ్గా మరి అవ్వటము వాళ్ళ యొక్క సీట్స్ కూడా ఓకేనా సీట్స్ ఆల్సో ర్యాండమైజ్డ్ సీట్స్ అలాగే వాళ్ళ యొక్క అలొకేషన్ ఆఫ్ ల్యాబ్ కొంతమంది మరి ఫ్లోర్ వన్ కొంతమంది ఫ్లోర్ టూ అలాగే అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఏదైనా కానీ ఓవరాల్గా ర్యాండమ్గా అయితే మాది సెలక్షన్ చేస్తున్నాము పిల్లలకి ఇంకా అలాగే సెక్యూరిటీ కూడా మేము okay two fifty six bits encrypted highly encrypted question పేపర్ని అయితే మేము చేస్తున్నాము ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే యాక్సెస్ చేసుకోవటానికి ఉండేది ఇంకెవరు కూడా యాక్సెస్ చేయలేరు అలాగే డ్రి డిస్క్రిప్ట్ చేయాలన్నా కానీ యొక్క క్వశ్చన్ పేపరు ఈ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు జరిగిద్ది అది కూడా ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే చూసుకోగలడు ఇంకా the sequence of questions in the question paper ఈ యొక్క క్వశ్చన్లు అనేవి కూడా made valuable candidates to randomized ఈ క్వశ్చన్లు కూడా ఇప్పుడు ఒక నలుగురిని చూసుకున్నట్లయితే ఇతనికి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి ఇతనికి సిక్స్టీ అనుకోవచ్చు ఇతనికి హండ్రెడ్ క్వశ్చన్ ఓకే ఈ విధంగా ఒక ర్యాండమైజ్డ్గా అయితే ఇవ్వటం జరుగుతుంది క్వశ్చన్స్ అలాగే అందులో ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా ర్యాండమైజ్డ్గా ఉంటాయి ఒకవేళ క్వశ్చన్ వాళ్ళకి దగ్గర దగ్గరలో వచ్చినా అందులో ఉన్నటువంటి ఆప్షన్లు కూడా ఒకటి ఏ ఆప్షన్ అయితే ఇంకొకటి బి ఆప్షను ఆ విధంగా ఒక పర్సన్ టు పర్సన్ ఒక క్యాండిడేట్ టు క్యాండిడేట్ అయితే మరి వేరుగా ఉండిద్ది మీరు ఓవరాల్గా ఇనుక్కి క్వశ్చన్ పేపర్ని అయితే చూడాల్సి వచ్చింది ఒక్కొక్క పర్సన్కి ఈ విధంగా అయితే వాడి యొక్క రైల్వే వాడి యొక్క వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అనేది మనకి ఇందులో అర్థమైపోతుంది అనమాట ఇంకా అందుకని ఏం చెప్తున్నానంటే ఈ there for if anyone claims దీని మీద ఎవరైనా సరే నింద వేయాలన్నా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలన్నా అది టోటల్ ఫాల్స్ అనమాట మేము ఆల్రెడీ మీకు మిమ్మల్ని మిస్లీడింగ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని ఇటు రైల్వే వాడు చెప్తున్నాడు మేము ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు అవకతవకలు అనేవి జరగవని చెప్తున్నాడు ఇంకా the exams are conducted in strict surveillance CCTV మనందరికీ తెలుసు కదా సీసీటీవీ అనేది ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా సీసీటీవీ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సీసీటీవీ ద్వారా మరి కెమెరాస్ ద్వారా చూస్తున్నవి ఉన్నాయి ఇంకా అలాగే మనకి ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేది అయితే మనల్ని తీసుకుంటారు మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషను ఇలా మన యొక్క తీసుకోవడం జరుగుతుంది అలాగే మన యొక్క ఫోటో పిక్చర్ కూడా వాళ్ళు మరి గ్యాదర్ చేస్తున్నారనమాట అక్కడ తమ్మేసినప్పుడు ఈ విధంగా ఓకే అయితే మీరు చాలా మేము సీరియస్గా చాలా చక్కగా ఒక ఒక ప్రొసీజర్లో మేము వెళ్తున్నాము మీరు న్యూస్లో వచ్చేటువంటి ఎటువంటి కథనాలు కూడా మీరు నమ్మరొద్దు ఓకే ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రింట్ మీడియా ఇచ్చేటువంటి సోషల్ మీడియాస్లో వచ్చేటువంటి ఎటువంటి ఫేక్ అటాచ్మెంట్స్ కానీ ఫేక్ ప్రామిసెస్ కానీ మీరు నమ్మొద్దు మేమైతే సిటీసీ సీసీటీవీ కెమెరాస్ కూడా వీటిని మేము కండక్ట్ చేస్తున్నాము చూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఒక ఒక కండక్టింగ్ ఏజెన్సీని కూడా మేము ఏర్పాటు చేసి స్మూత్ కండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ని అయితే మేము మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఒక్క దాన్ని యాక్టివిటీస్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నాము ఓకేనా మీరు వచ్చేటువంటి ఎటువంటి కథనాలు కూడా నమ్మొద్దని అయితే మనకి రైల్వే ఒక బోర్డు అయితే ఇచ్చింది ఓకే ఇంకా చాలామందికి కూడా గ్రూప్ డీకి సంబంధించి ఓకేనా గ్రూప్ డికి సంబంధించి అనేక డౌట్స్ ఉన్నాయి అవి మన యూట్యూబ్ ఛానల్ అయితే క్లారిఫై చేయబడతాయి ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి document verification medical document medical psycho ఓకేనా సైకో ఎగ్జామ్ స్టేషన్ మాస్టర్కి ఓకే ఇటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఫుల్ డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఓకే గ్రూప్ డి శాలరీ అంతా అలాగే స్టేషన్ మాస్టర్ శాలరీ అంతా అనేది కూడా మనం చేయటం జరిగింది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్